hello friends welcome to my channel ఈరోజు నేను కైన్ మాస్టర్ యాప్లో ఇమేజెస్కి బ్లర్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను చూడండి ముందుగా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత కావాల్సిన ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి నేను six nine is to sixteen aspect ratio select చేసుకుంటున్నాను తర్వాత మీడియాలోకి వెళ్ళి ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్లకి ఇవ్వండి ముందుగా వెళ్ళి ఇప్పుడు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని క్రాప్ సింబల్ మీద క్లిక్ చేయండి తర్వాత దీనికి క్రాప్ చేయండి నీట్గా తర్వాత ఈక్వల్ టు సింబల్ మీద క్లిక్ చేయండి రైట్ క్లిక్ ఇవ్వండి తర్వాత దీనికి ఎలా బ్లర్ ఎఫెక్ట్ ఇవ్వాలంటే లేయర్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి తర్వాత గాషియన్ బ్లర్ అనేది ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి రైట్ క్లిక్ ఇవ్వండి ఇప్పుడు దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది దీన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే ఫుల్ ఫుల్ స్క్రీన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా మీకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ అట్లా సైడ్కి చేసుకొని ఆబ్జెక్ట్స్కి ఇలా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు రైట్ సైడ్లో సెట్టింగ్ సింబల్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు బ్లర్ ఎఫెక్ట్ ఎంత స్ట్రాంగ్ ఇవ్వాలా అంటే ఎంత స్ట్రెంగ్త్ ఇవ్వాలనేది ఇక్కడ ఉంది చూడండి టూ ఉంది ఇక్కడ దీన్ని పెంచే కొద్దీ అంత బ్లర్ అవుతుంది ఇమేజ్ చూడండి లెఫ్ట్ సైడ్లో ఎలా అయిందో ఇప్పుడు పైన సైడ్ కూడా అలాగే చేస్తాను కింద బ్లర్ ఎఫెక్ట్ ఉంది చూడండి దాన్ని లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు అది డూప్లికేట్ అయింది ఇలా వచ్చిన తర్వాత డూప్లికేట్ అయిన దాన్ని సెలెక్ట్ చేసుకొని పక్కకి డ్రాగ్ చేస్తాను చూడండి ఇలా వచ్చింది మళ్ళీ అదే డూప్లికేట్ చేస్తాను చూడండి ఇలా మొత్తం బ్యాక్ సైడ్ బ్లడ్ చేసుకోవచ్చు లేదా ఇలా సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ బ్లర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్